ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు తెలంగాణలో పంజా విసురుతుంది తెలంగాణలో వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ జరగడం లేదని నేడు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు నేడు దినం నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఏడు గంటల సమయాన సాయంత్రం ఏడు గంటల సమయాన ఈ పత్రిక నోట్లను రిలీజ్ చేశారు ప్రస్తుతం పాజిటివ్గా నమోదవుతున్న కేసులన్నీ మర్కజ్ నుంచి వచ్చిన వారు లేదా వారితో కలిసిన వారు మాత్రమే ఇప్పటివరకు కేసులు తేలాయని చెప్తున్నారు షాద్నగర్లో సికింద్రాబాద్లో చనిపోయిన వారు కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వారితో కలిసిన వారు మాత్రమే అని తెలియజేశారు మర్కజ్ నుంచి వెయ్యి తొంభై మంది రాష్ట్రానికి వచ్చారు వచ్చిన నేపథ్యంలోనే ఇదంతా జరిగిందని వారు చెప్తున్నారు వారందరినీ కూడా పరీక్షలు మేము వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు అన్ని క్వారంటైన్ సెంటర్లో కూడా డాక్టర్ను నియమించామని నర్సులను పారామెడికల్ సిబ్బందిని కూడా నియమించామని చెప్తున్నారు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారని చెప్తున్నారు అన్ని సెంటర్లో ఎన్ఎంటీ ఫైవ్ మాస్కులు పీపీఈ కిట్లు సరిపోయాన్ని అందుబాటులోనే ఉన్నాయని వైద్యుల కొరత సిబ్బంది కొరత మాస్కుల కొరత ఎలాంటి వైద్య చికిత్స కొరత లేదని తెలిపారు వైద్యులు వైద్య సిబ్బంది మా భద్రతని వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు ముఖ్యమంత్రి గారి సూచనలతో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు సిఎస్ మరియు వైద్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు మరోపక్క ఆరు ల్యాబ్లు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాయని తెలిపారు ఎంతమంది పాజిటివ్ కేసులు వచ్చినా చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నామని డాక్టర్లు కూడా ఎలాంటి అధైర్యాలకు పోవద్ద పడపోవద్దని తెలిపారు డాక్టర్లు కరోనా వైరస్ వస్తుందనే నెపంతో డ్యూటీలకు దూరంగా ఉండకండి ఎప్పటికప్పుడు బాధితులను చూస్తూనే ఉంటే వారి ఆరోగ్య పరిస్థితి అనేది ఏర్పడుతుందని తెలిపారు ఐదు లక్షల ఎన్ఎన్ఫై మార్కులు ఐదు లక్షల పీపీఈ కిట్లు ఐదు లక్షల వైరల్ ట్రాన్స్మిషన్ కిట్లు ఐదు వందల వెంటిలేటర్లు నాలుగు లక్షల కరోనా టెస్టింగ్ కిట్లు ఇరవై లక్షల సర్జికల్ మాస్కులు ఇరవై ఐదు లక్షల హ్యాండ్ గ్లౌజులు కొనుగోలు చేశామని తెలిపారు గచ్చిబౌలో పదిహేను వందల పడకలు ఆసుపత్రిలో రెండు రోజులు అందుబాటులోకి వస్తుందని తెలిపారు అది వచ్చాక హైదరాబాద్లో పెరుగుతున్న కేసులకు తగ్గట్టు వంద పడ అంటే పదిహేను వందల పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు పాజిటివ్ కేసెస్ ఇవాళ అయితే నాలుగో తారీఖు తేదీనైతే నలభై మూడు కేసెస్ కొత్తగా వచ్చాయి కమ్యూనిటీ టోటల్గా రెండు వందల డెబ్బై రెండు కేసులు నమోదయ్యాయి ఇవాళ అయితే ఒక డిశ్చార్జ్ అయ్యారు ఇంకోటి కమ్యూనిటీగా అయితేనేమో థర్టీ త్రీ మెంబర్స్ నైన్ ఫైవ్గా డిశ్చార్జ్ అయిపోయారు టోటల్గా నెంబర్ ఆఫ్ డెత్స్ ఇవాళ అయితే ఇంతవరకు మరణాలు అయితే జరగలేదు మొత్తానికి అయితే పదకొండు మంది మరణించారు తెలంగాణలో ఇప్పటివరకు ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న కేసెస్ మొత్తం రెండు వేల రెండు రెండు వందల ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి మొత్తానికి అయితే నమోదైనవి అయితే రెండు వందల డెబ్బై రెండు ఇవన్నిటిని ఇవాళ నేడు రిలీజ్ చేశారు ఇటీల రాజేందర్ ఆరోగ్య శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రం